One second guys very good ఇప్పుడు పదో తరగతి తోటి మనకి ఎస్ఎస్సిలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో దానికి సంబంధించి వివరాలు పర్టికులర్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఓకేనా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయింది ఏమనుకోవద్దు ఓకే దీనికి సంబంధించిన ఆన్లైన్ ట్వంటీ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్చ్ అప్లై చేసుకోవాలి నే లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు అంటే నెక్స్ట్ మంత్ ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకి జూలై ఒకటో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఉంటుందండి అంటే ఇది ఆన్లైన్ ఎగ్జాము మొన్న అయితే ఎట్లా అయితే సిఆర్పిఎఫ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎలా అయితే ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేశారో అలాగే ఈ ఎగ్జామ్ కూడా జరుగుతుంది జూలైలో ఓకేనా రైట్ ఇది ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే పెట్టుకోవాలి రైట్ ఇక్కడ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఏమేమి పోస్టులు ఉన్నాయి డ్రైవర్ పోస్టులు okay one forty five vacancies ఉన్నాయి అలాగే motor mechanic vehicle twenty two vacancies తర్వాత కాబులర్ ఓకేనా అంటే చెప్పులు కుట్టేవాడు చెప్పులు కొట్టడం దానికి సంబంధించి ఏడు పోస్టులు కార్పెంటర్ తెలుసు కదా మీకు చెప్పక్కర్లా ఐదు పోస్టులు టైలర్ పదమూడు పోస్టులు బ్రాస్ బ్యాండ్ చూడాలది ఆరు పోస్టులు పైప్ బ్యాండ్ రెండు పోస్టులు ఓకేనా బగ్లర్ యాభై ఆరు పోస్టులు గార్నర్ ఐదు పోస్టులు పెయింటర్ మూడు పోస్టులు కుక్ వాటర్ క్యారియర్ ఓకేనా తొంభై తొమ్మిది వేకెన్సీస్ వాషర్మ్యాన్ పదహారు పోస్టులు బార్బర్ పన్నెండు పోస్టులు సఫాయి కంచారి ఓకేనా కర్మచారి <clears throat> సఫాయి కర్మచారి ముప్పై మూడు పోస్టులు మొత్తం కలిపి నాలుగు వందల ఇరవై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి సంబంధించి ఇక మనం తెలంగాణలో ఎలా ఉంటాయి పోస్టులు చూద్దాం ఓకేనా తెలంగాణలో వచ్చేసి మొత్తం మూడు వందల ఒకటి పోస్టులు ఉన్నాయి ఓకే ఇప్పుడు చెప్పిన ఫస్ట్ దానికి సంబంధించి తొంభై తొంభై రెండు పదిహేను ఏడు నాలుగు తొమ్మిది ఆరు నలభై ఒకటి సేమ్ అక్కడ మాదిరే వేకెన్సీస్ అన్నీ ఎలా అయితే ఎక్కువ ఉన్నాయో అలాగే ఎక్కువ ఉన్నాయి ఓకేనా కుక్కో వాటర్ క్యారియర్కి ఎక్కువ ఉన్నాయి తర్వాత డ్రైవర్కి ఎక్కువ ఉన్నాయండి తర్వాత బల్గర్కి ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి మీరు చూసుకొని అప్లై చేయండి ఓకేనా తెలంగాణకు వచ్చేసి మూడు వందల ఒక పో ఎన్ని ఎన్ని పోస్టులు మూడు వందల ఒకటి పోస్టులు ఉన్నాయి రైట్ ఇంకా ఇక్కడ ఫిమేల్ వేకెన్సీస్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో నాలుగు పోస్టులు ఉన్నాయి ఒకటి బల్గర్కి కుక్ వాటర్ ఆటర్ కెరియర్కి రెండు ఓకేనా బ్రాస్ బ్యాండ్కి ఒకటి పోస్ట్ ఓకే దానికి సంబంధించి అదే తెలంగాణ కనుకైతే కనుక తెలంగాణకి ఒకటి రెండు రెండు ఒకటి మొత్తం ఆరు పోస్టులు పడ్డాయి ఆరు పోస్టులు ఉన్నాయి ఓకే పర్వాలేదు తెలంగాణకి ఎక్కువ ఉన్నాయి మనకి రైట్ గుడ్ బాగుంది ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి ఏమేమి ఉంటాయనే చూద్దాం ఒకసారి ఓకేనా అసలు వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది దీనికి జనరల్ వాటికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నిటికీ టెన్త్ క్లాసు బేసిక్ క్వాలిఫికేషన్ దాంతోపాటు అడిషనల్గా ఉండాలి ఇప్పుడు డ్రైవర్ డ్రైవర్ అన్నాడు డ్రైవర్కి ఏమేమి ఉండాలి ఏంటి అంటే మెట్రిక్ దాంతోపాటుగా ఓకేనా ఏముండాలి అంటే heavy transport vehicle driving licence అర్థమైందా and the and should pass the should pass the driving test at the time of recruitment recruitment టైంలో హెవీ వెహికల్ ఇస్తారు లారీలు బస్సులు ఇలాంటివి ఓకేనా రైట్ అది నెక్స్ట్ మెకానిక్ మోటార్ వెహికల్ దానికి వచ్చేసి minimum tenth class matriculated or intermediate ఓకేనా ఏదైనా పర్వాలా అయితే ఐటీఐ అయి ఉండాలి మెకానిక్ ఐటీఐ మెకానిక్ చదివి ఉండాలి అర్థమైందా లే దాంతో అది ఇక్కడ నెక్స్ట్ ట్రేడ్స్మెన్ ఓకేనా ట్రేడ్స్మెన్ దానికి వచ్చేసి టెన్త్ క్లాస్ అయి ఉండాలి టెన్త్ క్లాస్ అయి ఉండాలి must be proficient and worked in respect to trades అంటే ఆ ట్రేడ్స్లో వాళ్ళు ట్రేడ్స్ మీద చెప్పిన దాంట్లో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఐటీఐలో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి ఐటీఐ కోర్స్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఉంటుంది ట్రైనింగ్ అప్రెంటిస్ అది కూడా వాళ్ళు ఖచ్చితంగా అందరూ ఏంటంటే నేను ఐటీఐ అంతవరకు చదివేసి వదిలేస్తారు అప్రెంటిస్ అది అది మస్ట్ తర్వాతది వన్ ఇయర్ ఉంటుంది అచ్చే ఖచ్చితంగా చేయాలి six months one year maybe right next pioneer wing mason plumber electrician దీనికి వచ్చేసి tenth class plus one year experience respect trades like ఓకేనా మాస్నరీ ప్లంబింగ్ ఆర్ ఎలక్ట్రీషియన్ ఓకేనా preference will be given though certificate trade recognise industrial training institute అంటే ఒక ఆర్గనైజేషన్లో రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్లో ఎక్స్పీరియన్స్ అన్న ఉండొచ్చు అది పెట్టాలి లేదంటే కనుక ఐటీఐ అయినా ఉండాలి ఐటీఐ అయితే ప్రిఫరెన్స్ అంట ఎక్కువ అర్థమైందా ఇవి ఇచ్చింది ఇక్కడ వచ్చేసి మనం వంద రూపాయలు ఎవరికి ఓసీ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ నెక్స్ట్ వచ్చేసి బీసీ మెన్కి వాళ్ళు వంద రూపాయలు పే చేయాలి వీళ్ళిద్దరు కాక మిగిలిన వాళ్ళందరికీ కూడాను ఫ్రీ ఓకే అదే ఆంధ్రప్రదేశ్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే చూడండి ఒకసారి అమలాపురం అనంతపురం బొబ్బిలి చీరాల చిత్తూరు ఏలూరు గుత్తి గుడ్లవల్లేరు గుడు గుంటూరు కడప ఓకేనా కాకినాడ కర్నూలు మదనపల్లి మార్కపూర్ నంద్యాల నెల్లూరు పొద్దుటూరు పు పుట్టపర్తి పుత్తూరు రాజమండ్రి శ్రీకాకుళం తాడిపత్తి తిరుపతి తిరువూరు విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఓకేనా నెక్స్ట్ మన తెలంగాణ చూద్దాం ఆదిలాబాద్ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం కోదాడ కొత్తగూడెం మహబూబ్ నగర్ నల్గొండ నరసంపేట ఓకే ఇవి ఎగ్జామ్ సెంటర్స్ సో కాబట్టి వీళ్ళ దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు ఇకపోతే నెక్స్ట్ దీనికి సిలబస్ ఏంటి పరిస్థితి సిలబస్ వచ్చేసి ఒకే ఒక ఎగ్జామ్ అదేంటి అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ జీకే అవన్నీ కూడాను మొత్తం నాలుగు సెక్షన్లు నాలుగు ఇరవై ఐదులు ఇరవై ఐదు మార్కులు ఒక్కొక్కటి వంద బిట్లు వంద మార్కులు రెండు గంటల టైం చాలా ఇచ్చాడండి వంద బిట్లు రెండు గంటలంటే నన్ను అడిగితే అరగంట గట్టిగా నిద్రపోవచ్చు బ బల్ల మీద అర్థమైందా హ్యాపీగా నిద్రపోవచ్చు రైట్ చక్కగా ఎలిమెంటరీ మ్యాథ్స్ బేసిక్ ఇది కంగారు పడాల్సిన పని లేదు టెస్ట్ విషయం అసలు నో ప్రాబ్లం ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అంటే ఎలా ఉండాలి మెజర్మెంట్స్ మేల్ క్యాండిడేట్స్ అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ అయితే కనుక వన్ ఫిఫ్టీ సెవెన్ ఉండాలి బాగా గుర్తుపెట్టుకోండి నూట డెబ్బై సెంటీమీటర్లు ఉండాలి మొన్న జరిగిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా అదే అడిగాడు రైట్ అదే ఎస్సీ ఎస్టీలు అయితే కనుక male one six one sixty two point five అమ్మాయిలు అయితే కనుక నూట యాభై ఓకే రైట్ అబ్బాయిల చెస్ట్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్పెండ్ చేసిన తర్వాత ఐదు సెంటీమీటర్లు ఖచ్చితంగా పెరగాలి ఓకేనా ఇది ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది డ్రైవర్కి మోటార్ మెకానిక్ వెహికల్కి గార్డనర్కి పెయింటర్కి కార్పెంటర్కి బ్రాస్ బ్యాండ్కి పైప్ బ్యాండ్కి కాబులర్కి టైలర్కి ఓకేనా వీళ్ళందరికీ ఫైవ్ కిలోమీటర్స్ ఇరవై నాలుగు నిమిషాలు వెళ్ళాలి బాగుంది కదా కొంచెం ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక్కటే కొంచెం తలకాయ నొప్పి ఐదు కిలోమీటర్లు ఇరవై నాలుగు నిమిషాలు చూద్దాం next one point female candidates అయితే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఎనిమిదిన్నర నిమిషాలు బాగానే ఉంది ఇది వాళ్ళకి దెన్ hmm? నెక్స్ట్ uh, ఇక్కడ చూడండి ఇప్పుడు next cook water carrier barber hair dresser washermen washer women safai karmachari వీళ్ళకైతే కనుక మేల్ క్యాండిడేట్స్కి one point six kilometres ten minutes అమ్మాయిలకైతే one point six kilometres twelve minutes బాగుంది ఇది అర్థమైందా నెక్స్ట్ పైనీర్ వింగ్లు అయితే మ్యాన్ మ్యాషన్ ప్లంబరు ఎలక్ట్రీషియన్ వీళ్ళకి one point six kilometres nine minutes ఆడపిల్లలకి లేదు అది ఓకేనా అలాగే సేమ్ తర్వాత మ్యాన్షన్ పైనీర్ వింగ్ మ్యాషన్ పంప్ల plumber electrician eight hundred metres five minutes బాగుంది ఓకే ఇవన్నీ కూడా నాకు తెలిసి మీరందరూ కూడాను ఈజీగానే చేయగలరు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటాను ట్రేడ్ టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత తర్వాత ట్రేడ్ టెస్ట్ డ్రైవర్కి అయితే knowledge in driving trade handling driving parking maintenance light heavy vehicles etcetera ఓకేనా next fitter knowledge in automobile fitter motor vehicle trade handling tools bugler ఓకేనా playing handling and maintenance of bugle ఓకేనా next tailor next taking measurements of persons cutting stitching టెర్రింగ్ కాటన్ టెర్రీ కాటన్ ఓకేనా uniform civil cloth cutting civil civil clothes cutting stitching warm clothing ఓకేనా యూనిఫామ్ అంటే ఇక టైలర్ అంటే తెలుసు కదా మీకు మొత్తం అన్నీ కొట్టడం cobbler having knowledge of his trade polishing of shoe handling of tools cutting of leather repair stitching of shoes making a new shoes making of new shoes అంటే కొత్త చెప్పులు తయారు కొత్త షూస్ తయారు చేయటం వాటికి పాలిష్ చేయటం ఆ లెదర్ కరెక్ట్గా కట్ చేయటం ఇవన్నీ కూడా carpenter handling tools cutting wood fitting ఇంకంతా carpenter work painter work shades painting మొత్తం అన్ని రకాలుగా painting drawing knowledge of spray painting oh okay ఇవన్నీ కూడా gardener knowledge of plantation maintenance of plants knowledge of seeds and their seasons fertilisers మ్యాన్స్ మ్యాన్యూర్స్ ఓకే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు గార్నర్ అంటే ఊరికే చెట్లకు నీళ్ళు వేయడం కాదు సీజన్లో ఏ పెరుగుతాయి ఏ చెట్లు ఉంటాయి వాటికి ఏంటి అర్థమైందా సీడ్స్ ఏం వాడితే కరెక్ట్గా పెరుగుతాయి నేల మీద ఓకేనా వాటికి ఏ మందులు వేయాలి అవన్నీ కూడా బాగుందయ్యా బ్రాస్ బ్యాండ్ ఓకేనా గైస్ చూస్తున్నారు కదా knowledge of playing brass band instruments అంటే ఇది బ్రాస్ బ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే నేను అనుకోవడం ఏంటంటే మార్చ్ ఫాస్ట్ చేసేటప్పుడు డ్రమ్స్ అవి అన్నీ కొడుతుంటారు వాటికి సంబంధించి అనుకుంటున్నాను నేను పైప్ బ్యాండ్ కానీ knowledge of playing pipe band instruments అవన్నీ cooking next chapati rice vegetable vegetable dal sambar idli for hundred men cooking of meat fish egg kheer ఓకేనా చూసారా right water carrier washing is utensil kneading of atta art of making chapatis for about hundred men and the cutting vegetables extra okay barber hair అది తెలిసిందే ఎన్నో ఓకే వాటికి సంబంధించి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి దేనికి సంబంధించడానికి వాళ్ళకి ఆ టెస్ట్ అది పెడతారు దానికి సంబంధించి క్వశ్చన్లు అడుగుతారు ఓకేనా electrician plumber work plumber work అంటే చెప్పక్కర్లా next mason knowledge of masonry work handling tools mixing cement okay right right అంటే మొత్తం కన్స్ట్రక్షన్ వాళ్ళకి వాళ్ళకి కన్స్ట్రక్షన్ సంబంధించినది ఓకేనా మ్యాషన్ అంటే కన్స్ట్రక్షన్ సంబంధించింది సఫాయి కర్మచారి అంటే ఏంటి sweeping floors open area cleaning toilets bathroom అవన్నీ క్లీన్ చేయటం క్లీనింగ్గా ఉంచడం వాషింగ్ ఆఫ్ క్లాస్ ఇవన్నీ వాష్రూమ్ మెన్ ఉమెన్ రైట్ చూసారా తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది గాయస్ రైట్ ఇది మీరు దీన్ని వచ్చేసి చూసి సార్ ఏంటి సార్ మరి ఇలా ఉంది అనకండి ముందైతే అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత వచ్చిన తర్వాత వద్ద వెళ్ళాలా అనేది మీరు కూర్చొని గడ్డం కింద చేపెట్టుకొని అప్పుడు ఆలోచించండి దయచేసి ముందుగా అయితే మాత్రం దానికి సొంత డెసిషన్స్ తీసుకోకండి రైట్ ఇక్కడ టెక్నికల్ ట్రేడ్స్మెన్స్కి అయితే కనుక అన్రిజర్వ్డ్ థర్టీ పర్సెంట్ రావాలి అదే సిటీ పైన రివింగ్కి అయితే కనుక థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీకి అయితే కనుక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ other than unreserved thirty three ఓకేనా ఆల్ కేటగిరీస్ రిమైనింగ్ వాళ్ళు ఎస్సీ ఎస్టీలు వీళ్ళందరూ కూడా ట్వంటీ పర్సెంట్ బాగానే ఉంది ఈజీగా అంటే రిటర్న్ టెస్ట్ చాలా ఈజీగా ఉంటుంది మీరు కంగారు పడద్దు రిటర్న్ టెస్ట్ గురించి అసలు మీరు ఒక్కటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి మనం ప్రిపేర్ అవ్వాలి నాలుగు వందల చిల్లర ఉన్నాయి తెలంగాణకి మనకి మూడు వందలు ఉన్నాయి కూర్చొని ప్రిపేర్ అవటం ఇంకంతే అర్థమైందా ఇదంతా బార్ సెక్షన్ దానికి సంబంధించి ఇంకా మీకు మీరు ఇవన్నీ కూడాను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అర్థమైందా గాయస్ సో కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ని ఈ పర్టికులర్ పర్టికులర్స్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది ఎయిట్ నాన్న ఒక్క నిమిషం ఈ పర్టికులర్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది మీరంతా ఏం చేయాలి అంటే ఈ నోటిఫికేషన్ని మీరు ఎలాగూ గుర్తుపెట్టుకోండి మీరు అన్నీ అప్లై చేస్తున్నారు అర్థమైందా మీరు ప్రతి నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారు పడింది వచ్చింది వచ్చినట్టుగా అప్లై చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఇది ఒక్కటే హెవీ వెహికల్ ఉన్న వాళ్ళు మాత్రం పొరపా హెవీ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం పొరపాటును కూడా దీన్ని ఆపద్దు ఖచ్చితంగా పెట్టుకోండి సరేనా గ్యారంటీగా ఛాన్స్ ఉంటుంది రైట్ గైస్ మీరు ఈ అవకాశాన్ని ఆపర్చునిటీని అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటూ రైట్ మీ Subrahmanyam sir bye have a nice evening